Hello viewers welcome to achievers academy ఈ వీడియోలో ముఖ్యంగా మనం టీఎస్ఎస్ఐ టీఎస్ఎల్పిఆర్బి నిర్వహించే సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షకి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ గురించి తెలుసుకుందాం సో మనకి ఎస్ఐ పరీక్షని టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో రెండుసార్లు నిర్వహించడం జరిగింది అండ్ మనకి జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ స్టడీస్లో దాదాపు ప్రిలిమ్స్లో వంద మార్కులు అదేవిధంగా మెయిన్స్లో టూ హండ్రెడ్ మార్క్స్కి ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది నిర్వహించబడుతుంది ఓకే సో ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంతకుముందు వీడియోస్లో మనము అర్థమెటిక్ అండ్ రీజనింగ్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది సో వాటి యొక్క వెయిటేజ్ ఎలా ఉందో ఆల్రెడీ ఆ వీడియో మనం అప్లోడ్ కూడా చేయడం జరిగింది సో ఈ వీడియోలో జనరల్ స్టడీస్ని ఏ విధంగా చదవాలి జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట రైట్ సో ఒకసారి జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్ట్స్ని కనుక మనం గమనిస్తే జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్ట్స్ని ఒకసారి చూద్దాము సో మెయిన్లీ జనరల్ స్టడీస్లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే సబ్జెక్ట్స్ ఇవన్నమాట ఒకటి తెలంగాణ మూవ్మెంట్ సో ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ అంటే కేవలం ఉద్యమ చరిత్రే కాదు తెలంగాణ చరిత్ర కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది okay so Telangana movement is nothing but Telangana movement plus Telangana history right ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ సో ఇక ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే మనకి ఇండియన్ హిస్టరీని త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉన్నాం కదా ancient medieval and modern so Indian history నుండి కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి ఆ తర్వాత Indian polity Indian polity and then geography so ఇక్కడ జాగ్రఫీ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఆ తర్వాత economy Indian economy Telangana economy and then science and technology so ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే మనకి latest developments in science and technology suppose కొత్తగా శాటిలైట్స్ కానివ్వండి లేదా డిఆర్డిఓ డెవలప్ చేసిన మిసైల్స్ కానివ్వండి సో ఇవన్నీ కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ కిందకి వస్తాయి అదేవిధంగా జనరల్ సైన్స్ సెక్షన్ అనేది కూడా ఇందులో ఉంటుంది సో దాంట్లో భాగంగా బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ సో వీటిపై కూడా బేసిక్ అవగాహన మనకు ఉండాలి అండ్ నెక్స్ట్ మనకి GK and current affairs so general knowledge and current affairs ఇక్కడ నుండి కూడా మనకు చాలా ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ని మనం బాగా చదవాల్సిన అవసరం ఉంది అండ్ నెక్స్ట్ మనకి పీటీ ఎథిక్స్ అంటే personality test ethics most easy section okay so మొత్తం మెయిన్స్ పేపర్లో జనరల్ స్టడీస్ పేపర్లో మనకి ఈజియెస్ట్ సెక్షన్ పది మార్కులకు పది మార్కులు సాధించే సెక్షను ఈ personality test ethics right so మనకి ఒక సిచ్యువేషన్ ఇస్తారు ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు రైట్ అదేవిధంగా మన పర్సనాలిటీని టెస్ట్ చేసే ప్రశ్నలు అన్నమాట సో ఇక్కడ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు సో ఈ విధంగా మనం జనరల్ స్టడీస్ పేపర్ని కనుక బ్రాడ్గా క్లాసిఫై చేస్తే ఈ ఎయిట్ సబ్జెక్ట్స్ నుండి మనకు ప్రిలిమ్స్లో హండ్రెడ్ మెయిన్స్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి రైట్ సో మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది అదే అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది సో ఈ రెండు సంవత్సరాల్లో అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఏ విధంగా ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్లో ఎన్ని సబ్జెక్టుల నుండి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అదేవిధంగా two thousand eighteen prelims and మెయిన్స్లో ఏ సబ్జెక్ట్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం తెలుసుకుంటాం సో ఈ విధంగా తెలుసుకోవడం వల్ల ఒక అభ్యర్థి ఫ్రెష్గా టూ థౌజండ్ ట్వంటీ వన్లో రాబోయే పోలీస్ నోటిఫికేషన్లకు సో చాలా న్యూస్ పేపర్లు వార్తా ఛానళ్ళు కూడా చెప్తున్నాయి కదా పోలీస్ రిక్రూట్మెంట్ త్వరలో రాబోతుంది అని in case if you are preparing for that police recruitment you must have a basic awareness on all the subjects right so ఏ సబ్జెక్ట్ పైన మనం ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వాలి ఎక్కువగా స్ట్రెస్ చేసి ఆ సబ్జెక్ట్ని చదవాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది అనమాట సో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో ఆ సబ్జెక్ట్ని మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి సో మీరు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అబిలిటీలో చాలా మంచి మార్కులు రావచ్చు కానీ అందులో two hundred out of two hundred వచ్చినా కూడా మనకి ఎస్ఐ ఉద్యోగం రాదు అవునా ఈ ఎంతో కొంత జనరల్ స్టడీస్ పేపర్లో కూడా నువ్వు స్కోర్ చేయాల్సిందే రైట్ అదేవిధంగా ఫిజికల్లో నువ్వు ఎంత బాగున్నా ఫిజికల్ టెస్ట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో నువ్వు ఎంత బాగున్నా హండ్రెడ్ మీటర్స్ని హండ్రెడ్ మీటర్స్ని ఎయిట్ సెకండ్స్లో నువ్వు క్రాస్ చేసిన ఎగ్జామ్లో కూడా నీకు మార్కులు వస్తేనే నువ్వు ఎస్ఐ అవుతావు అన్నమాట అవునా సో ఈ విధంగా ఫిజికల్ టెస్టులలో పర్ఫెక్ట్గా ఉంటే ఎస్ఐ ఉద్యోగం వస్తుంది అనేది భ్రమ అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో చాలా బాగా ఉంటే ఎస్ఐ ఉద్యోగం వస్తుంది అనేది కూడా భ్రమే సో అన్నిటినీ మేనేజ్ చేస్తూ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి ఆ తర్వాత అర్థమెటిక్ రీజనింగ్లో మినిమం మార్క్స్ రావాలి అండ్ జనరల్ స్టడీస్ పేపర్లో కూడా మినిమం మార్క్స్ సో ఈ ఈ లెవెల్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఎస్ఐ ఉద్యోగాన్ని క్రాక్ చేయగలం అవునా సో ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగిన ఎస్ఐ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పేపర్ని ఒకసారి అనలైజ్ చేద్దాము ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం రైట్ సో మనకి ఇది two thousand sixteen SI mains cum prelims subject wise weightage right so ఒకసారి చూద్దాము టీజీ మూవ్మెంట్ అంటే ఏంటిది Telangana movement which includes Telangana history and Telangana movement ప్రిలిమ్స్లో ఈ ఈ సబ్జెక్ట్ నుండి ఇరవై ప్రశ్నలు అడిగితే మెయిన్స్లో ఫార్టీ ప్రశ్నలు అడిగారు నలభై ప్రశ్నలు అడిగారు ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడిగారు మెయిన్స్లో ట్వంటీ నైన్ క్వశ్చన్స్ అడిగారు సో ఈ రెండు టాపిక్స్ని మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అన్నమాట ఆ తర్వాత ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్లో సెవెన్ అడిగారు మెయిన్స్లో ఫోర్టీన్ అడిగారు and next geography so Indian geography Telangana geography ప్రిలిమ్స్లో ఎయిటీన్ అడిగారు మెయిన్స్లో ఫార్టీ అడిగారు and then economy Indian economy Telangana economy so ప్రిలిమ్స్లో టెన్ అడిగారు మెయిన్స్లో ట్వంటీ టూ అడిగారు and then science and technology విషయానికి వస్తే ప్రిలిమ్స్లో fifteen questions were asked and in mains twenty five questions were asked and next GK and current affairs so GK and current affairs నుండి ప్రిలిమ్స్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడిగితే మెయిన్స్లో ట్వంటీ క్వశ్చన్స్ అడిగారు అండ్ ఇక పర్సనాలిటీ టెస్ట్ ఎథిక్స్ ప్రిలిమ్స్లో ఫైవ్ క్వశ్చన్స్ అడిగితే మెయిన్స్లో టెన్ క్వశ్చన్స్ అడిగారనమాట సో ఇక్కడ నుండి మనకు అర్థమవుతుంది మనం ఏ సబ్జెక్ట్పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలో రైట్ సో ఈ స్టార్టింగ్ టూ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ సబ్జెక్ట్స్ని కనుక మనం బాగా చదివితే ఈ టూ సబ్జెక్ట్స్ మీద కనుక మనం అవగాహన చాలా పెంచుకుంటే ప్రిలిమ్స్లో దాదాపు థర్టీ ఫైవ్ మార్క్స్ ప్రిలిమ్స్లో ఈ సబ్జెక్ట్స్ నుండే వస్తాయి అంటే హండ్రెడ్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడ నుండే పాస్ మార్క్స్ వచ్చేస్తాయి అదేవిధంగా మెయిన్స్ విషయానికి వస్తే దాదాపు డెబ్బై మార్కులు కేవలం Telangana history Telangana movement Indian history ఇక్కడ నుండే వస్తున్నాయి అవునా so history part Telangana history part Indian history part along with Telangana movement so ఈ సెక్షన్ని మనం ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయవద్దు రైట్ సో హిస్టరీ అనగానే స్టోరీస్ లాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ అక్కడ కొందరు పర్సనాలిటీలు కొన్ని సంవత్సరాలను గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనం కనుక హిస్టరీని చదివితే దాదాపు మెయిన్స్లో డెబ్బై మార్కులు ప్రిలిమ్స్లో థర్టీ ఫైవ్ మార్క్స్ ఎటు పోవు రైట్ అదేవిధంగా two thousand eighteen paper analysis ఒకసారి చూద్దాము సో రీసెంట్గా జరిగింది కాబట్టి టూ థౌజండ్ ఎయిటీన్ విషయానికి వస్తే తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఎయిటీన్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడిగితే మెయిన్స్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అడిగారు ఇక ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడిగితే థర్టీ క్వశ్చన్స్ మెయిన్స్లో అడిగారు అండ్ దెన్ ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే టెన్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడిగితే మెయిన్స్లో ట్వంటీ క్వశ్చన్స్ అడిగారు ఆ తర్వాత జాగ్రఫీ విషయానికి వస్తే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడిగితే మెయిన్స్లో థర్టీ క్వశ్చన్స్ అడిగారు అండ్ దెన్ ఎకనామీ విషయానికి వస్తే సెవెన్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడిగితే మెయిన్స్లో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడిగారు ఆ తర్వాత science and technology fifteen questions in prelims thirty questions in mains and then GK and current affairs fifteen questions in prelims thirty questions in mains and next ఈ personality test ethics five questions in prelims and ten questions in mains so ఇక్కడ ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే ఒకటి తెలంగాణ మూవ్మెంట్ టాప్ ప్రిఫరెన్స్ అంటే ఇందులో తెలంగాణ హిస్టరీ కూడా ఉంటుంది పదే పదే చెప్పాను ఆ తర్వాత Indian history second important preference ఆ తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీటికి ఈ మూడు సబ్జెక్టులకు చాలా ప్రాధాన్యం మోస్ట్ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి రైట్ సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో కనుక ఈ సబ్జెక్ట్స్ని చూస్తే Telangana movement thirty five Indian history thirty ఎన్ని ఎన్ని మార్క్స్ అయ్యాయి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అయ్యాయి ఆ తర్వాత GK and current affairs thirty marks so ఇక్కడే మనకు దాదాపు వంద మార్కులు సో నైంటీ ఫైవ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ మార్క్స్ ఈ మూడు సబ్జెక్టులు చదవడం ద్వారానే మనము టూ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు మెయిన్స్లో అవునా సో ఇలాంటి స్ట్రాటజీని అవలంబిస్తూ అండ్ అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే if you are preparing for Telangana state sub inspector examination first మీరు ఏం చేయాలి అంటే సిలబస్ కాపీని తీసుకోవాలి సో మనకి టిఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో సిలబస్ కాపీ అనేది పెట్టారు సో ఆ కాపీని మనం డౌన్లోడ్ చేసుకొని అందులో ఆ సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ని మాత్రమే చదవాలి అవుట్ ఆఫ్ ది సిలబస్ ఎప్పుడూ చదవద్దు if you read some subjects out of the syllabus your energy is wasted your time is wasted so ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిలబస్లో ఉన్న టాపిక్సే చదవాలి అవుట్ ఆఫ్ సిలబస్ ఎప్పుడూ చదవద్దు in case out of syllabus questions ఏవైనా క్వశ్చన్ పేపర్లో వస్తే వాటిని రిక్రూట్మెంట్ బోర్డు డిలీట్ చేస్తుంది లేదా అందరికీ మార్కులు కలుపుతుంది అవునా సో ఎప్పుడైనా ఒక విన్నర్ చేసేది ఏంటి అని అంటే సిలబస్ పేపర్ని తన పక్కన పెట్టుకొని ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ని స్టార్ట్ చేసి ఒకదాని తర్వాత ఒకదాన్ని కంప్లీట్ చేసుకుంటూ టిక్ చేసుకుంటూ పోతాడనమాట సో ఈ సబ్జెక్ట్ని నేను కంప్లీట్ చేశాను ఈ సబ్జెక్ట్ని నేను కంప్లీట్ చేశాను అనుకుంటా సో మనకి న్యూస్ పేపర్స్లో వార్తా ఛానళ్ళలో చాలా న్యూస్ వస్తున్నాయి ఇక త్వరలో త్వరలో త్వరలో ఎప్పుడొస్తాయి అనేది మనకి తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరుతెన్నలు కనుక మనం గమనిస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క మూమెంట్ కనుక మనం ఒకసారి గమనిస్తే అతి త్వరలో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది maybe by the end of this year so twenty twenty one ముగింపు లోపల మనకి చాలా నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది సో ఇప్పటి నుండే మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి ఈ ఉద్యోగాలకు సంబంధించి మనము ఎస్పెషల్గా పోలీస్ ఉద్యోగాలలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంది అని అంటే మనం ఫిజికల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి అవునా సో నువ్వు ఫిజికల్గా ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చదవడానికి అంత ఇంట్రెస్ట్ రాదు అందుకే ఒకవేళ నువ్వు ఎస్ఐ ఎగ్జామ్కి కానిస్టేబుల్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అయితే ఫస్ట్ ఇప్పుడే మనము ఈ జనరల్ స్టడీస్ సో రీడింగ్ ఏదైతే ఉందో చదవడం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే మనం ఒకసారి టూ త్రీ టైమ్స్ చదివి పెట్టేసుకుంటే ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు ఈ లోపల నీకు ఫిజికల్ టెస్ట్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది అన్నమాట సో ఫిజికల్ టెస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు అక్కడే నువ్వు అలసిపోతావు చదువుతావు కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి బుక్ పట్టుకొని చదవలేవు అవునా సో ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది మనం ఫిజికల్ ప్రాక్టీస్ అనేది చేయాలి సో నోటిఫికేషన్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా నువ్వు ఈ సబ్జెక్ట్స్పై గ్రిప్ తెచ్చుకొని ఈ సబ్జెక్ట్స్ని ఒక టూ త్రీ టైమ్స్ చదివేసి పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ ఈజీగా రివైజ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అన్నమాట సో విన్నర్ యొక్క సక్సెస్ ప్లాన్ ఇలాగే ఉంటుంది రైట్ సో విన్నర్ యొక్క సక్సెస్ ప్లాన్ ఇదే ఇదే ఇదేలాగా ఉంటుంది కాబట్టి ఈ ప్లాన్నే మనం అందరం ఫాలో అవుదాం and we shall achieve our sub inspector job I hope you like the video. For further updates, please like, share and subscribe our channel. Thank you for watching. I wish you all the best.